రాను ఎందుకు నాకు నీడిల్స్ అంటే భయం ఏం కాదు రండి నేను రాను అరే బ్లడ్ డొనేట్ చేయడం హెల్త్ కి మంచిది ఏం కాదు కామ్ గా ఉండండి రిలాక్స్ రిలాక్స్ అయ్యో సరే వన్ టూ త్రీ అని కౌంట్ చేస్తా నీళ్ళు గుచ్చుతా రెడీ వన్